బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్థుతించేదము జీవాధి Ah. Be birthday to you. I am

జరిగింది స్తోత్రం చెల్లిద్దాం హలే అందరూ మాత్రం